కొన్ని నిమిషాలు దేవుని వాక్యంలో నుంచి ధ్యానిద్దాం నర్గమకాండము ఇరవై మూడవ అధ్యాయము ఇరవై నుంచి ఇరవై రెండు వరకు ఉన్న వచ్చిన భాగాలు చదువుదాం చాలు ఇప్పటి వేళ దేవుడు మనతో మాట్లాడాలని అందరం ప్రార్థన పూర్వకంగా ఉందాము ఎక్కువసేపు మాట్లాడలేను కాబట్టి అందరూ ప్రార్థనలో ఉండండి స్వాభావికముగా నర్గమకాండము లేకపోతే మొదటి ఐదు గ్రంథాలు అనేవి మోసే రాశాడని స్వాభావికముగా సంఘము నమ్ముతున్న ఒక నమ్మిక అయితే నిర్గమకాండంలో మనం చూసినట్లయితే ఇరవై అధ్యాయం మొదలుకొని దేవుడు తన ఆజ్ఞలను మోసే అందులో వ్యక్తంగా రాస్తూ ఉన్నాడు ఇరవై అధ్యాయంలో నుంచి ఏ విధంగా ఒక మనుషుడు నడుచుకోవాలి ఏ విధంగా దేవుడిని నమ్మేవారు ఉండాలి దేవుడిని ఆరాధించేవారు ఏ విధంగా ఆరాధించాలని ఆజ్ఞలను అందులో పొందుపరిచి మరలా ఆ తర్వాత కూడా ఆ దేవుడు వారికి వాగ్దానం చేసిన వాగ్దాన దేశం గురించి దేశానికి ఏ విధంగా ఇస్రాయేల్ని నడిపిస్తున్నాడు అనే విషయాలు ఇరవై అధ్యాయం నుంచి మనం పూర్ణంగా చదవగలము ధ్యానించగలము అయితే ఆ దాని నడుమ మోషే ఒక చిన్న మాటను ఇక్కడ రాస్తున్నాడు అయితే ఆజ్ఞలు దేవుడిచ్చాడు అలాగే భవిష్యత్తులో వాగ్దత దేశము ఇస్రాయేలులకు ఉంది అయితే ఈ మధ్యలో ఒక ప్రయాణం అనేది ఇస్రాయేలులకు ఉంది ఆ ఇస్రాయేలుకి వారి ఆ త్రోవలో ఆ మార్గంలో మోషే అంటున్నాడు కదా ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నేను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను చాలు ఇక్కడ ఇదే ఫార్మాట్ క్రైస్తవ సంఘానికి కూడా ఉంది దేవుడు మనకి ఆజ్ఞలు ఇచ్చాడు దేవుడు మనం ఏ విధంగా నడుచుకోవాలి మనం ఏ విధంగా దేవుని ఆరాధించాలి ఏ విధంగా దేవుని సేవించాలి అనే ఆజ్ఞలు నిబంధనలు దేవుడు మనకిచ్చి అదే నిబంధనలతో పాటు దేవుడు మనకు ఒక వాగ్దాన దేశాన్ని మనకు వాగ్దానం చేసి ఉన్నాడు హలలుయ దేవుడు మన కొరకు ఒక వాగ్దత దేశము మన కొరకు వాగ్దానం చేసి ఉన్నాడు అయితే ఆ వాగ్దాన దేశాన్ని చేరుకోవాలి అంటే ఆ వాగ్దత దేశంలోనికి మనం అడుగు పెట్టాలి అంటే మధ్యలో మనకు ఒక మార్గము లేకపోతే ఒక యాత్ర ఒక ప్రయాణం అనేది మనకుంది ఆ ప్రయాణంలో మనల్ని కాచి కాపాడటానికి ఆ వాగ్దాన దేశంలోనికి మనల్ని చేర్చడానికి మనకు ముందుగా దేవుడు ఒక దూతను వస్తున్నారని మీరు నాతో కూడా హలలుయా ఏ విధంగా ఇస్రాయేలు దేవుడు విడిపించి వారికి ఆజ్ఞలనిచ్చి వారిని వాగ్దాన దేశంలోనికి నడిపించడానికి దేవుడు తన దూతని ఏ విధంగా వాడుకున్నాడో ఈ పగటి వేళ నిన్ను నన్ను కూడా ఈ క్రైస్తవ ప్రయాణంలో ఎటువంటి ఆపదలు ఎటువంటి అనర్థాలు జరగకుండా దేవుడు తన దూతలను మన చుట్టూ కంచివేస్తూ ఆ ప్రయాణంలో ఆ వాగ్దాన దేశాన్ని చేర్చుకోవడానికి దేవుడు తన దూతను మనకు ముందుగా పంపుచున్నాడు హలలుయ్య వాస్తవానికి ఇక్కడ దూత అన చెప్పబడిన మాటకు హెబ్రి పదములో మలక్ అనే మాట వాడుతూ ఉన్నారు మలక్ అనే మాటకు దూత అనే మాత్రము అర్థం కాదు మలక్ అనే మాటకు ఒక ఏంజల్ అని మాత్రం అర్థం కాదు దానికి ఒక మెసెంజర్ అని కూడా అర్థమిస్తూ ఉంది మెసెంజర్ అంటే వార్తావాహకుడు లేకపోతే సందేశాన్ని ఇచ్చేవాడు ఆ కనుక చాలా వేద చాలామంది వేద పండితుల అభిప్రాయం ఏమిటంటే ఆ దూత వాస్తవముగా పరలోకం నుంచి దిగి వచ్చిన దూత కాదు అది మోషను బట్టి రాయబడింది అని చాలామంది అభిప్రాయపడుతున్నారు కానీ సంఘము సార్వత్రికంగా సంఘము నమ్మేది ఏమిటంటే దానిని ఆత్మీయ అర్థముతో పోలుస్తూ ఆ దూత మరెవరో కాదు మన ప్రభు ఏంటంటే ఏసుక్రీస్తు ప్రభు వారని సంఘం యొక్క నమ్మిక హలలుయా ఇప్పటి వేళ ఆ యేసుక్రీస్తు ప్రభు వారు మనకు ముందుగా ఆయన మన కొరకు సిద్ధపరిచిన స్థలానికి ఆయన చేర్చుకున్నాడు హలలుయ ఆయన మన కొరకు ఒక స్థలాన్ని సిద్ధపరుస్తున్నాడు హలలుయ ఆ దూత మనల్ని ఏం చేస్తుందంట మన ప్రయాణంలో ఎటువంటి ఆపదలు జరగకుండా మనల్ని కాపాడి ఆయన సిద్ధపరిచిన ఒక స్థలానికి మనల్ని చేరుస్తుంది హలలుయ దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు మన కొరకు ఒక స్థలాన్ని సిద్ధపరిచి ఉంచారు హలలుయ ఎంతమంది నమ్ముతున్నారు ఈ పగటి వేళ ఆ నిత్యత్వము ఆ నిత్య రాజ్యం అనేది ఇస్రాయేలీలకి కనాను దేశాన్ని ఏ విధంగా దేవుడు వాగ్దానం చేశాడో దేవుడు క్రైస్తవ సంఘానికి ఈనాటి సంఘానికి ఆ నిత్యత్వాన్ని దేవుడు వాగ్దాన దేశముగా వాగ్దానం చేసి ఉన్నాడు అయితే ఒక్కసారి యోహాను స్వార్థ పద్నాలుగు అధ్యాయంలోనికి వద్దాం మొదటి నుంచి చదవండి మీ హృదయమును కలవరపడనీకుడి నా ఎందును విశ్వాసం ఉంచుడి నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు లేని ఎడలా నేను మీతో చెప్తాను అయితే మీకు స్థలము సిద్ధపరచడానికి నేను ముందుగా మీ కొరకు వెళుతూ ఉన్నాను నేను వెళ్ళి మీ మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యుద్ధ ఉండుటకు మిమ్మును తీసుకొని పోదును చాలు ఇక్కడ యోహాను భక్తుడు ఆనాడు స్వార్థ రాస్తూ అంటాడు యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన మాటలను తీసుకొని యోహాను స్వార్థ రాస్తున్నాడు మీ హృదయాలను కలవరపడనీయకుడి వాస్తవాన్ని యోహాను ఎందుకని స్వార్థ రాస్తున్నాడో మనం గమనించినట్లయితే ఆ బ్యాక్గ్రౌండ్లోనికి మనం వెళ్ళినట్లయితే యోహాను తన సువార్త కానివ్వండి తన పత్రికలు కానివ్వండి మూడు పత్రికలు రాశాడు కదా మూడు పత్రికలు కానివ్వండి తన సువార్త కానివ్వండి రాయడానికి ఒక బలమైనటువంటి కారణం ఉంది ఏమిటంటే యోహాను జీవించిన కాలంలో గ్రీక్ సంప్రదాయాలు గ్రీకు తత్వాలు అనేవి చాలా చాలా అమల్లోకి వచ్చి అనేక మంది జనం వాటి వెనక వెళ్ళే పరిస్థితిలో యోహాను జీవించాడు అటువంటి పరిస్థితుల్లో అటువంటి తత్వాల్లో గ్నోస్టిసిజం అనే తత్వం ఒకటి ఈ ఏమిటి ఈ గ్నోస్టిసిజం అంటే గ్నోస్తికులు అనే ఒక నమ్మిక ఆనాడుండేది ఏమిటి గ్నోస్తికులు అంటే వీళ్ళు యేసుక్రీస్తు దేవుడని నమ్ముతారు కానీ యేసు ప్రభు వారు నరుడని నమ్మరు ఇంకా వ్యక్తంగా చెప్పాలంటే ఒక మాటలో చెప్పాలంటే matter is evil spirit is holy అంటే ఆత్మ మాత్రమే పరిశుద్ధమైనది ఆ కనబడే పదార్థము ఈ దేహము ఈ శరీరము ఇదంతా కూడా పరిశుద్ధమైనది కాదు లేకపోతే అదంతా కూడా దుష్టునికి సంబంధించినవి అని నమ్మే ఒక నమ్మిక గ్నోస్టిసిజంది అంటే యేసుక్రీస్తు ప్రభువారు నరుడుగా ఈ లోకంలో అవతరించాడని మనము చెప్పినప్పుడు గ్నోస్ గ్నోస్టిక్లు దానిని వ్యతిరేకిస్తారు ఎందుకంటే యేసుక్రీస్తు పరిశుద్ధమైన వాడు ఇటువంటి పరిశుద్ధుడైన వాడు ఈ పాప స్వభావమైనటువంటి ఈ శరీరాన్ని ఏ విధంగా ధరించుకోగలడు అనేది వారి ప్రశ్న ఇటువంటి పరిశుద్ధమైనటువంటి దేవుడు ఇటువంటి పరిశుద్ధాత్మ పరిశుద్ధుడైనటువంటి ఆత్మస్వరూపి ఏ విధంగా ఒక మ్యాటర్ అంటే పాపము కలిగినటువంటి ఈ శరీరాన్ని ధరించుకోగలడం అని అని ప్రశ్నిస్తారు మనమంటాము దేవుడు సంపూర్ణముగా ఏ విధముగా దైవత్వము కలిగిన వాడో అదే విధముగా సంపూర్ణముగా మానవత్వము కూడా కలిగిన వాడు మన దేవుడు హలలుయ్య అర్థమవుతుందా మీకు సంపూర్ణముగా ఏ విధంగా దేవుడు యేసుప్రభు వారు దైవత్వాన్ని కలిగి ఉన్నాడో అదేవిధంగా సంపూర్ణముగా యేసుప్రభుల వారు ఆ మానవత్వాన్ని కలిగి ఉన్నవాడు హలలియ అందుకే పౌలు ఫిలిపి పత్రికలో రాస్తూ అంటాడు ఆయన సమస్తాన్ని విడిచిపెట్టి నరుని రూపము దాల్చి రెండో అధ్యాయము కలిగి ఉండు ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట ఎంచుకోలేదు కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపాన్ని నరుని స్వరూపాన్ని ధరించుకొని తనను తానే రిక్తునిగా చేసుకొని చాలు చాలు ఇక్కడ పౌలు అంటాడు ఆయన దేవుడే ఆయన దైవత్వాన్ని కలిగిన వాడే ఆ దేవుడే సమస్తాన్ని విడిచిపెట్టి నరుని వేషము ధరించి ఏ విధముగా నువ్వు నేను ఉన్నామో మన పోలికగా ఆయన లోకంలో జన్మించాడు హలలుయా అయితే ఈ గృహస్థికులు ప్రశ్నించే ప్రశ్న ఏమిటంటే వారి యొక్క వారి యొక్క టీచింగ్స్ ఏమిటంటే యేసు ప్రభుల వారు దేవుడే ఓకే కానీ ఆయన ఏనాడు కూడా మానవ స్వరూపాన్ని ధరించుకోలేదు ఆయన మానవునిగా శరీరాన్ని ఆయన ఈ లోకంలో కలిగి ఉండలేదు అని నమ్మేవారు ఈ జ్ఞోష్ఠికులు అయితే ఆయన లోకానికి వచ్చాడు కానీ ఆయన ఆత్మ లేకపోతే దెయ్యం ఏ విధంగా ఆత్మస్వరూపము ఆత్మగా ఉంటుందో అదే విధముగా యేసు ప్రభుల వారు ఆత్మగా జీవించాడు కానీ శరీరాన్ని దాల్చలేదు అని నమ్మేవారు ఈ గ్నోస్టికులు అయితే ఈ గ్నోస్టికులకి వ్యతిరేకంగా యోహాను తన సువార్తలు కానీ తన పత్రికలు కానీ రాస్తూ అంటాడు అందుకే మొదటి యోహాను పత్రిక ఒకసారి వద్దాం మొదటి నుంచి చదువుదాం చూడండి మొదటి విషయంలో నుంచి యోహాను ఆ మాటలు స్పష్టంగా వ్యక్తపరుస్తున్నాడు జీవవాక్యమును కూర్చున్నది ఎవరి జీవవాక్యము ఆగండి ఆగండి ఎవరు ఈ జీవవాక్యము ప్రభు ఏంటంటే యేసు ప్రభుల వారు ఇప్పుడు చదవండి ఆది నుండి ఏది ఉండెనో చూడండి మేమేది వింటిమో యేసు క్రీస్తు యొక్క పరిచర్యలో ఈ యోహాను యేసు ప్రభుల వారితో ఉండి ఆయనని చూచినవాడు ఆయన చెప్పినది విన్నవాడు చదవండి కింద చదువుతాం మేమేది వింటుమో కన్నులారా ఏది చూచితిమో దేనినైతే మేము నిదానించి కనుగొన్నామో అది ఆ మాట చాలా చాలా శ్రేష్టమైనటువంటి మా మాట మా చేతులు దేనినైతే తాకి చూసినవో అది మీకు తెలియజేయచున్నాను అంటున్నాడు యోహాను చూడండి చాలు గ్నోస్తికుల అభిప్రాయం ప్రకారము వారి యొక్క టీచింగ్స్ ప్రకారము ఒక ఆత్మ శరీరాన్ని కలిగిన వాడు ఏనాడు ఆ ఆత్మను తాకలేడు అర్థమవుతుందా మీకు ఒక దేహము కలిగిన వాడు మరొక దేహాన్ని మాత్రమే తాకగలడు కానీ లేకపోతే ఒక మెటీరియల్ని మాత్రమే తాకగలడు కానీ ఏనాడు కూడా ఒక స్పిరిట్ని తాకలేడు తాకిన ముట్టుకోలేడు అయితే ఈ గ్నోస్టి వారి యొక్క టీచింగ్స్కి వ్యతిరేకంగా యోహాన్ అంటున్నాడు మేము చూచిన వాటిని మాత్రమే కాదు మేము ఆనాడు యేసుక్రీస్తు పరిచర్లో ఆయన చెప్పిన బోధలు విన్న వాటిని మాత్రమే కాదు మేము ఏదైతే తాకి చూసామో ఆయనని మేము ఆయన ఆయన ఆయన దాల్చిన ఆ శరీరాన్ని మేము ఏదైతే తాకి చూచామో దానిని మీకు తెలియజేయాలని ఆశిస్తున్నాను అంటున్నాడు యోహాను హలలుయ్య ఆయన ఆయన ఆ ప్రభుల వారు ఏ విధంగా సంపూర్ణంగా దైవత్వాన్ని కలిగి ఉన్నాడో అదే విధంగా సంపూర్ణంగా మానవత్వాన్ని కలిగి ఉన్నవాడు హలలుయ్య ఆయన ఎప్పుడైతే మానవత్వాన్ని ధరించుకోగలడో ఆ మానవత్వాన్ని లేకపోతే ఆ శరీరాన్ని ధరించుకున్నవాడు మాత్రమే సిలువలో వేలాడగలడు హలో ఒక ఆత్మ ఏనాడు కూడా సిలువలో వేలాడ ఎవరు వేలాడ తీయలేరు కూడా ఒకవేళ ఒక ఆత్మ మనకు కనిపించినా దానిని పట్టుకోలేము దానిని సిలువలో వేలాడదీయలేము ఏమి చేయలేము కానీ యేసు ప్రభులు వారి యొక్క శరీరాన్ని ఆయన మేకులతో కొట్టి సిలువలో ఆయన్ని బలిగా అర్పించారు ఆయన శరీరాన్ని అక్కడ ఆయన అర్పించాడు కాబట్టి ఆయన ఏ విధంగా సంపూర్ణముగా దైవత్వాన్ని కలిగిన వాడో అదే విధంగా సంపూర్ణముగా చెప్పాలి మానవుడు సంపూర్ణముగా మానవత్వాన్ని కూడా కలిగినవాడు హలలియ ఆ విషయాలు ఆ యోహాను ఆ గ్నోస్తుకులకు వ్యతిరేకంగా తన పత్రికలు రాస్తూ ఇదిగో మేము ఆయనకు ఐ విట్నెస్ లేకపోతే ఆయన ఐ విట్నెస్ అంటే ప్రత్యక్ష సాక్షులము ఇదిగో మేము ఆయన యేసుక్రీస్తు పరిచయంలో ఆయనతో కూడా ఉండి ఆయనను చూచి ఆయన విన్న ఆయన చెప్పిన వాటిని విని ఆయనను ముట్టుకుని ఆయనతో కూడా ఉన్న ప్రత్యక్ష సాక్షులము గనక మేము మీకు తెలియజేయాలని ఆశిస్తున్నానంటూ ఆ జీవవాక్యాన్ని గురించి రాస్తున్నాడు అదే యోహన సువార్తలో మరలా అంటాడు కదా ఆ వాక్యము ఆ జీవ వాక్యము దేవుని యొద్ ఉండను ఆ వాక్యము దేవుడై ఉండను ఆ వాక్యము మరలా పద్నాలుగో వర్షంలో అంటాడు పద్నాలుగో వర్షం చదవండి మొదటి అధ్యాయం పద్నాలుగో వర్షం యోహన స్వార్త ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను చాలు చూడండి ఆ గ్రీకు యొక్క తత్వాలు గ్రీకు యొక్క ఫిలాసఫీలు ఈ గ్నాస్టిసిజం ఇవన్నీ ఆనాడు అమల్లోకి వచ్చినప్పుడు యోహను అనే ఆ భక్తుడు దానిని వ్యతిరేకిస్తూ దేవుడు శరీరముని ధరించి ఈ లోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు పుట్టి ఆయన తన శరీరాన్ని ఆయన శిలువలో బలిగా ఇచ్చి ఉన్నాడని నిరూపిస్తూ రాస్తున్నాడు ఆ మాటలన్నీ రాస్తూ పద్నాలుగో అధ్యాయంలో అంటాడు కదా మీ హృదయాలను ఇవన్నీ విని వీటన్నిటి వలన మీ హృదయాలను మీరేం చేయాలి కలవరపడని ఇవ్వకూడదు హలలుయ్యా కాబట్టి మీరేం చేయాలి హృదయాల్ని కలవరపడనియకుండా దేవుని ఎందు ఏ విధంగా విశ్వాసం ఉంచారో నా ఎందు కూడా అంటే యేసుక్రీస్తు చెప్పిన మాటను తీసి రాస్తున్నాడు నా ఎందు యేసుక్రీస్తు ఎందు విశ్వాసం ఉంచుడి నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు లేని ఎడల మీతో చెప్తాను మీకు స్థలము సిద్ధపరచడానికి నేను వెళ్తున్నాను నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడలా నేను ఎక్కడైతే ఏ స్థలంలో అయితే ఉన్నానో ఆ స్థలంలో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొక్క ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోదును హలో ఇప్పటి ఆయన మన కొరకు స్థలము సిద్ధపరుస్తూ ఉన్నాడు ఆ పరలోకంలో ఆ నిత్యత్వంలో ఆయన నీ కొరకు నా కొరకు ఒక స్థలాన్ని సిద్ధపరిచే పనిలో ఆయన ఉండి ఉన్నాడు హలలియ అయితే ఆ స్థలానికి నువ్వు నేను చేర్చుకో చేరుకోవాలి అంటే మనకు ఒక యాత్ర ఒక క్రైస్తవ యాత్ర మనకుంది హలలియ తిరిగొద్ద నరుగుమకాండం ఇరవై మూడో అధ్యాయంలోనికి ఆ యాత్రలో నీకు ముందుగా నేను ఒక దూతను పంపుచున్న నా దూత మరెవరో కాదు మన ప్రభు ఏంటంటే యేసు ప్రభుల వారు హలలుయ కిందకు చదువుదాం ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలను ఆయన కోపము రేపవద్దు మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు నా నామము ఆయనకున్నది చాలు ఆ చివరి మాట మరలా ప్రధానమైనటువంటి మాట నా నామము ఆయనకున్నది వాస్తవానికి ఇందాకట నేను ప్రారంభంలో చెప్పాను అనేక మంది ఆ దూత మోషే అని అనేక వేద పండితులు నమ్ముతున్నప్పటికీ క్రైస్తవ సంఘం నమ్మేది ఏమిటంటే ఆ దూత మరెవరో కాదు ప్రభు ఏంటంటే యేసుక్రీస్తు క్రీస్తు ఎందుకంటే పాత నిబంధన గ్రంథంలో దూత గురించి ఎక్కడ రాయబడినా మీరు బైబిల్ దూతల గురించి బైబిల్ స్టడీ చేయండి దూత గురించి ఎక్కడ రాయబడినా ఏ దూతకి కూడా దేవుని నామము పెట్టబడలేదు ఎక్కడైనా దేవుని నామము పెట్టబడిన వాడు ఉన్నాడంటే ఆయన మరెవరో కాదు మన ప్రభు ఏంటంటి యేసుక్రీస్తు హలలుయ ఆయన నా నామము ఆయనకున్నది అంటే పేరు ఒక అక్షరార్థమైనటువంటి పేరు కాదు కానీ ఆ నామంలో ఉద్దేశించేది ఏంటంటే నా స్వభావము ఆయనలో ఉన్నది హలలుయ మనము పాత నిబంధన మొత్తం చదువుదాము యహోవా ఈరే యహోవా రాఫా ఆయన స్వస్థపరచువాడు ఆయన చూచుకునేవాడు అనేకమైనటువంటి స్వ స్వభావాలు మనము దేవునిలో మనం చూడగలము ఈ స్వభావ ఈ స్వభావాలన్నీ ఏ దూతలోనూ మనకి కనబడవు ఆ స్వభావాలు ఆయనకున్న నామము ఆయనకున్న యాట్రిబ్యూట్స్ అన్నీ కూడా మనకు కనబడేవాడు ఎవడైనా ఈ లోకంలో ఉన్నాడంటే ఆయన మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువుల వారు మాత్రమే హలలియ రెండు హస్తాల పైకి దేవునికి స్తోత్రాలు తెలియచేద్దాం ఇప్పటి వేళ ఆయన దూతగా నీకు ముందుగా వెళ్ళి ఆయన నీ కొరకు నా కొరకు ఒక స్థలాన్ని సిద్ధపరిచి ఉంచాడు లియా ఆయన సిద్ధపరిచే పనిలో ఆయన ఇప్పటి వేళ ఉన్నాడు ఇప్పటి వేళ ఆ స్థలంలో నువ్వు నేను చేరుకోవాలంటే ఆ యాత్రలో మనము విజయాన్ని పొందేవారముగా మనం ఉండాలి లియా ఇరవై రెండో విషయానికి వద్దాం అయితే నీవు ఆయన మాటలు జాగ్రత్తగా విని నేడు నీ శత్రువులకు శత్రువులు నీ విరోధులకు విరోధులై ఎమ్మును చాలు ఆ మాట మీరు చాలా జాగ్రత్తగా గమనించండి ఎప్పుడైతే నువ్వు నేను ఆయన ఆజ్ఞానుసారంగా జీవిస్తామో ఎప్పుడైతే నువ్వు నేను ఆయన మాటకు లోబడి ఆ ప్రయాణంలో ముందుకు కొనసాగుతామో ఆయన అంటాడు కదా నేను నీ శత్రువులకు శత్రువును నీ విరోధులకు విరోధునయ్యుందును హలలుయా ఈ ఈ మాట మీరు జాగ్రత్తగా గమనిస్తే అబ్రహాముతో దేవుడు ఆశీర్వాద ఆశీర్వదించినప్పుడు అబ్రహాముని పిలుచుకొని ఆయనను ఆశీర్వది ఆశీర్వదించినప్పుడు అబ్రహాముకు చెప్పిన అదే మాట అదే నిబంధన నిన్ను నిన్ను ఆశీర్వదించేవారు ఆశీర్వదింపబడుదురు నిన్ను శపించువారు శపింపబడుదురు అదే మాటను తర్వాత ఇస్రాయేలీలతో దేవుడు అంటున్నాడు ఆ దూత మాట నువ్వు విని ఆయనకు లోబడి నువ్వు జీవిస్తే నీ శత్రువులకు నేను శత్రువునై ఉంటాను నీ విరోధులకు నేను విరోధనై ఉంటాను ఏ మాటలు మరలా జక్రియ గంధంలో కూడా దాన్ని కోట్ చేస్తూ జక్రియ రాస్తూ ఉంటాడు నీ శత్రువులకు నేను శత్రువునై ఉంటాడు నిన్ను ఎవరైతే ఆశీర్వదిస్తే వారిని నేను ఆశీర్వదిస్తాను నిన్ను ఎవరైతే శపిస్తే వారిని నేను శపిస్తాను నిన్ను నీకు విరోధముగా ఎవరైనా ఉన్నట్లయితే నేను వారికి విరోధముగా ఉంటాను అయితే ఇది చేయాలంటే నువ్వేం చేయాలి నీ ప్రయాణంలో నీ నీకు ముందున్న ఆ త్రోవలో నువ్వు నా మాట వినేవానిగా నువ్వు నేను ఉండాలి అని పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పటి వల్ల అంటున్నాడు హలలియ మన క్రైస్తవ జీవితంలో మన క్రైస్తవ ఈ అనుభవంలో మనం ముందు కొనసాగుతున్నప్పుడు ఈ లోకంలో ఈనాడు ఈనాడు ఫేస్బుక్ కానీ ట్విట్టర్ కానీ ఓపెన్ చేస్తే క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా ఎన్నో వీడియోలు ఎంతో పాస్టర్లని హింసిస్తున్న ఎంతో చర్చిలు కూడా ఎన్నో చర్చిలు కూల్చేశారు ఇటువంటి తప్పుడు విధానంలో మనం ముందుకు వెళ్తూ ఉన్నాం ఇటువంటి తప్పుడు బోధలు అనేకమైనటువంటివి వస్తూ ఉన్న సమాజంలో ఈనాడు నువ్వు నేను బ్రతుకుతూ ఉన్నాం ఇటువంటి కాలఘట్టంలో నువ్వు నేను దేవుడు నీ కొరకు ఉంచిన ఈ ప్రయాణంలో ఆయన నీ కొరకు సిద్ధపరిచిన ఆ స్థలానికి నువ్వు నేను చేర్చుకోవాలంటే ఆయన మాట విని ఆయనకు లోబడి నువ్వు నేను జీవించవలసిన వాడమై ఉన్నాం హలలుయ్య నా మాటలు నేను ముగిస్తున్నాను అందరూ ఒక ఇంత మోకరించినట్లయితే ఇప్పటి వేళ ఎంతమంది నమ్ముతున్నారు దేవుడు నా కొరకు ఒక స్థలాన్ని సిద్ధపరిచాడని ఆ పనిలో ఆయన ఉన్నాడని ఎంతమంది నమ్ముతున్నారు ఇప్పటి వేళ ఈ పగటి వేళ ఆ స్థలానికి నువ్వు నేను చేరుకోవాలంటే ఈ పగటి వేళ ఆయన ఏ విధంగా శ్రమల గుండా వెళ్ళాడో ఆయన ఏ విధంగా ఈ లోకంలో జీవించాడో అదే అనుభవాన్ని నువ్వు నేను ఒకవేళ కలిగి ఉండవలసి వస్తుంది అయితే అయినప్పటికీ కూడా ఆ స్థలానికి చేరుకోవడానికి నువ్వు నేను ఆయన మాటతో లోబడి ఆయన ఆజ్ఞలకు లోబడి నువ్వు నేను ముందుకు కొనసాగించ కొనసాగినట్లయితే ఆయన విజయవంతంగా ఆయన మనకు వాగ్దానం చేసిన వాగ్దాన దేశానికి నిన్ను నన్ను నడిపించడానికి సమర్థుడు శక్తిమంతుడు హలలుయ అందరూ కింద కళ్ళు మూసినట్లయితే ప్రార్థించుకుందాం ఈ పగటి వేళ పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు నీ ముందు ఒక ప్రయాణం ఉంది ఈ లోకంలో నువ్వు జీవించినంత కాలం నువ్వు నేను యాత్రికులమే మనం పరదేశులమే అయినప్పటికీ ఆ యాత్రలో ఎటువంటి ఆపదలు అనర్థాలు సంభవించకుండా నీకు ముందుగా ఆయన తన దూత అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని ఆయన పంపించినాడు ఆయన వెళ్ళి నీ కొరకు నా కొరకు ఆయన స్థలాన్ని సిద్ధపరిచి ఉంచాడు హలలుయ ఆ స్థలాల్లో చేరుకోవాలంటే ఆ స్థలాన్ని నువ్వు స్వాధీనం చేసుకోవాలంటే ఆ వాగ్దత్త దేశంలో నువ్వు నేను అడుగు పెట్టాలంటే ఈ పగడువేళ ఆయన మాటలకు లోబడి ఆయన ఆజ్ఞలకు లోబడి జీవించవలసిన వాడివి ఎప్పుడైతే ఆ ప్రయాణంలో ఒకవేళ నీకు అనర్థాలు సంభవించవచ్చు ఆ యాత్రలో నీకు శత్రువులు ఒకవేళ నీకు మీదకి రావచ్చు ఒకవేళ నీకు శత్రువులుగా ఎవరైనా వచ్చినట్లయితే నీకు విరోధముగా ఎవరైనా ఆ ప్రయాణంలో ఎవరైనా నిలబడినట్లయితే నీ విరోధులకు ఆయన విరోధిగా నిలబడతాడు నీ శత్రువులకు ఆయన శత్రువుగా ఉంటాడు ఇప్పటి వేళ ఆయన ఆయన కాపుదల ఆయన ప్రొటెక్షన్ దేవుడు నీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు నమ్ముతున్న వారు రెండు హస్తాల పైకి దేవునికి స్తోత్రాలు తెలియచేద్దాం నా మాటలు ముగిస్తున్నాడు దేవుడు మాటలతో మిమ్మల్ని దీవించి ఆశీర్వించిన గాక